hello viewers welcome back to ANS channel మీకు కూడా కొన్ని కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉందా అయితే ఈ వీడియో మీకోసం స్పేస్లోకి కార్ను పంపించిన విషయం మీకు తెలుసా ఒక యాపిల్ పండులోని ఎన్ని గింజలను తింటే ఒక మనిషికి ప్రమాదమో మీకు తెలుసా ప్రపంచంలో అన్నిటికన్నా ఫేమస్ బిస్కెట్ ప్యాకెట్ పేరు మీకు తెలుసా అలాగే ఈ ప్రపంచంలోని అతి చిన్న పార్క్ పేరు ఇటువంటి కొన్ని అన్నోన్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎంజాయ్ చేయండి number one master blaster Sachin cricket చరిత్రలోనే యాభై వేల కన్నా ఎక్కువ బాల్స్ ఆడిన ఒకే ఒక్క వ్యక్తి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ అందుకే ఈయన్ని గాడ్ ఆఫ్ క్రికెట్ అని అంటారు అలాగే మరికొన్ని రికార్డులు కూడా ఈయన సొంతం నెంబర్ టూ పార్లేజీ ప్రపంచంలోనే ఎక్కువగా అమ్ముడు అయ్యే బిస్కెట్ ఏంటో మీకు తెలుసా అది పార్లేజీ ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా నలభై ఎనిమిది కోట్ల కోట్ల పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు అమ్ముడుపోతున్నాయి అంటే ఈ ఒక్క ఫ్యాక్ట్ పూర్తయ్యేలోపు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వేల పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు ఓపెన్ అయి ఉంటాయి number three Pretty Boy Floyd ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి పేరు పెట్టి బాయ్ ఫ్లాయిడ్ అమెరికాలో ఎక్కువ మంది ఇష్టపడే దొంగ ఇతడు ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరంలో ఎన్నో బ్యాంకులో దొంగతనం చేసేవాడు అయితే దొంగతనం చేసిన ప్రతి బ్యాంకులో ఎంతో మంది పేదలకు సంబంధించిన రుణపత్రాలని కాల్చేసేవాడు అలా ఒక దొంగ అయిన ఆ రోజుల్లోనే ఎంతో మందికి రుణమాఫీ చేశాడు అందుకే ఇతని అంత్యక్రియలలో కొన్ని వేల మంది పాల్గొని ఇతనికి సంతాపం తెలిపారు నంబర్ ఫోర్ అతి చిన్న పార్క్ ఇక్కడ ఉన్నది ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ దీని పేరు మిల్ అండ్స్ పార్క్ ఇది అమెరికాలోని పోర్ట్లాండ్ అనే ప్రాంతంలో ఉంది ఇది కేవలం రెండు అడుగులు మాత్రమే ఉంటుంది ప్రపంచంలోనే అతి చిన్న పార్క్గా దీనికి గిన్నీస్ బుక్ రికార్డ్ ఉంది నంబర్ ఫైవ్ ఒక లక్ష నలభై ఒక్క వేల డెబ్బై ఎనిమిది ఏళ్ళు జైలు శిక్ష ఒక దోషికి జైలు శిక్ష పడితే మహా అంటే పది ఏళ్ళు ఉంటుంది లేదా ఇరవై ఏళ్ళు లేదా మహా అయితే జీవిత ఖైదీ పడుతుంది కానీ థాయిలాండ్కి చెందిన చమై తిప్పసో అనే మహిళ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక పిరమిడ్ స్కామ్ ద్వారా చాలామంది ప్రజలను మోసం చేసింది ఈ స్కామ్ ద్వారా రెండు వందల నాలుగు మిలియన్ల డబ్బు దోచుకుంది దీనికి గాను ఆమెకు ఏకంగా ఒక లక్ష నలభై ఒక్క వేల డెబ్బై ఎనిమిది ఏళ్ళు జైలు శిక్ష విధించింది థాయిలాండ్ కోర్టు తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె ఎనిమిది సంవత్సరాలకే బయటకు వచ్చింది నెంబర్ సిక్స్ వాచెస్ మీరు ఎప్పుడన్నా గమనించారా వాచెస్ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ మరియు ఫొటోస్లో చూస్తే దాదాపు అన్నిటిలో పది గంటల పది నిమిషాలు చూపిస్తుంది ఎందుకో తెలుసా దీనికి రకరకాల కారణాలు ఉంటాయి అయితే వాటిలో ఒకటి వాచెస్ తయారు చేసే లోగో పైన లేదా కింద భాగంలో ఉంటుంది కాబట్టి లోగో క్లియర్గా కనపడడం కోసం అలా పెడతారు అలాగే పది గంటల పది నిమిషాలకి వాచ్ స్మైల్ ఫేస్తో కూడా కనిపిస్తుంది నెంబర్ సెవెన్ సైనైడ్ ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ పాయిజన్ సైనైడ్ ఇది మనం తినే యాపిల్ గింజలో కూడా ఉంటుంది కానీ ఇది చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది యాపిల్ గింజలో సైనైడ్ చాలా తక్కువ మొత్తంలో ఉండడం వల్ల మన శరీరం దాని ప్రభావాన్ని తట్టుకుంటుంది ఒక మనిషి చనిపోవాలి అంటే బాడీలో ఒక కేజీ బరువుకి ఒక మిల్లీగ్రామ్ సైనైడ్ అవసరం ఒక యాపిల్ గింజలో zero point four nine milligram cyanide ఉంటుంది అంటే యాభై కేజీల బరువు ఉన్న వ్యక్తి ఒకేసారి వంద నుండి నూట ఐదు యాపిల్ గింజలు తింటే చనిపోయే అవకాశం ఉంది పొరపాటున మనం ఒకటి లేదా రెండు గింజలు తిన్నా కూడా మనకి ఏమీ కాదు నెంబర్ ఎయిట్ ఎలాన్ మస్క్ ఇప్పటి వరకు మనం అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపడం చూసాం కానీ ఎలాన్ మస్క్ అనే బిజినెస్ మ్యాన్ టెస్లా రోడ్స్టర్ అనే కారును పంపాడు ఫిబ్రవరి ఆరవ తేదీన రాకెట్ రోడ్స్టర్తో లాంచ్ అయింది దీనిలో కార్కు డ్రైవర్గా స్టార్ మ్యాన్ అనే డమ్మీ డ్రైవర్ని ఉంచారు అలాగే ఈ ప్రయోగం కోసం ఆరు వేల మంది పేర్లను కారులో ప్రింట్ చేయించాడు అంతేకాదండోయ్ ఆ కారులో సర్క్యూట్ మీద made on earth by humans అని కూడా ప్రింట్ చేపించాడు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ తప్పకుండా ఏఎన్ఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను